వెల్కమ్ టు కాంపిట్ వెట ఫ్రెండ్స్ మనకి RLB group D ALP technicians recruitment two thousand eighteen అని అంతకుముందు లాస్ట్ మంత్ పడింది నోటిఫికేషన్ అది దానికి అప్లై చేశారు ఈ మంత్లోనే ఒక వన్ వీక్ బ్యాక్ దానికి సంబంధించిన స్టేటస్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా అనేసి ఆ వీడియో మన ఛానల్లో కూడా ఉంది ఒకసారి చూడండి సో ఎవరికైతే యాక్సెప్ట్ అయిందో వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేయాల్సిన అవసరం లేదు ఎవరికైతే రిజెక్ట్ అయిందో వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేసే అవకాశం వచ్చింది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఇరవై ఆరు వేల ఐదు వందల పోస్టుల కోసం నలభై ఎనిమిది లక్షల మంది అప్లై చేశారు ఫ్రెండ్స్ త్రూఅవుట్ ఇండియా ఇండియా మొత్తం మీద సో ఈ నలభై ఎనిమిది లక్షలలో one point three three lakhs అంటే లక్ష ముప్పై ముప్పై మూడు వేల అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయినాయి ఫ్రెండ్స్ రకరకాల కారణాల వల్ల వల్ల సో ఇక్కడ ఒకసారికి ఈ లక్ష ముప్పై మూడు వేలలో లక్ష ఇరవై ఏడు వేల అప్లికేషన్స్ అనేవి ఓన్లీ ఫొటోస్ బాగలేదని రిజెక్ట్ అయ్యాయి ఈ లక్ష ఇరవై ఏడు వేల మంది చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆర్ఆర్బీ వాళ్ళు ఇంకో నోటిఫికేషన్ ఇచ్చారు అంటే మొన్న ఎయిటీన్త్న ఈ month eighteenth eighteenth nineteen nineteenth twenty eighth అంటే ఈరోజు లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి డెబ్బై వేల మందికి వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు మీకు ఒకవేళ ఫొటోస్ ద్వారా మాత్రం మీకు రిజెక్ట్ అయింది అంటే మీరు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంది ఒకసారి మీరు చూడండి నేను డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింకులు ఇచ్చాను అప్లై చేసుకునే లింకులు కూడా ఇచ్చాను ఒకసారి మీరు చూడండి ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలో ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అది సో నేను అది క్లియర్కి ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు ఈ సికింద్రాబాద్ అనమాట ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళండి ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనబడుతుంది friends click here to modify of invalid photographs అని మోడిఫికేషన్ ఆఫ్ ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనబడుతుందండి click here to login and upload paper proper photograph అని ఇక్కడ క్లిక్ చేయండి సో ఇలా స్టేట్స్ కనిపిస్తాయి మీరు ఏ స్టేట్ కింద అప్లై చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంకో స్టేట్ ఇంకో స్టేట్ చూసుకోండి అప్లై చేయండి ఇక్కడ మీకు registration ID date of birth security code వస్తుంది ఫ్రెండ్స్ ఇవి ఇచ్చిన తర్వాత లోపలికి లాగిన్ అవుతుంది లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఫోటోగ్రాఫ్ని మీరు మళ్ళీ రీ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫ్ మీరు రీ అప్లోడ్ చేయండి సో దాని ద్వారా ఏంటంటే మీకు అది సేవ్ అవుతుంది నెక్స్ట్ ఆప్షన్ అవుతుంది సేవ్ అని కొట్టేస్తుంది సో ఈ రోజు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ అది సో సేవ్ అవుతుంది అనమాట ఈరోజు లాస్ట్ డేట్ దీనికి ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి CN number one zero one వచ్చేసరికి ఏఎల్పి టెక్నీషియన్స్ కోసం అనమాట మీరు ఒకవేళ గ్రూప్ డీ పోస్టులు అప్లై చేస్తుంటే ఇక్కడ సిఎన్ నెంబర్ టూ ఉంది కదా టూ థౌసండ్ ఎయిట్ దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ సో క్లిక్ హెట్ నోటీస్ ఆన్ ఇన్వాల్డ్ ఫోటోగ్రాఫర్ అని ఇక్కడ క్లిక్ చేయండి ఇది గ్రూప్ డీ పోస్టుల కోసం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ వచ్చేసరికి presentations representation received from the candidate CN zero two level one regarding involved photograph are under examination received status for CN zero two shall be uploaded shortly and official website ఆర్ఐపీస్ సో చూడండి ఒకసారి ఇది ఒకసారికి గ్రూప్ డి అది అది గ్రూప్ డికి ఇది ఏఎల్పిఎన్ టెక్నీషియన్స్ కోసం దీన్ని అప్లై చేయండి అప్లై చేసిన సేవ్ అవుతుంది సో వన్స్ సేవ్ అయిన తర్వాత మీరు మళ్ళీ మీకు నెక్స్ట్ హాల్ టికెట్లు అనేది రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ అప్పుడు మీరు అంతా ప్రాపర్గా ఉంది మీరు యాక్సెప్ట్ అయిందంటే మీకు హాల్ టికెట్ వస్తుందన్నమాట సో ఇక్కడ మీరు భయపడిన అవసరం లేదు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి కంపల్సరీగా అప్లై చేయండి లేట్ చేసుకోవద్దు ఎందుకంటే ఈరోజు లాస్ట్ డేటు ఆల్రెడీ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ అవుతుంది టైము సో నైట్ ట్వెల్వ్ దాకా టైం ఉంటుంది కంపల్సరీగా అప్లై చేయండి అప్లై చేయండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది అక్కడ పైన బెల్ సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ బెల్ సింపుల్ని క్లిక్ చేయండి ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు సో ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ సబ్స్క్రైబ్ కొట్టండి ఆ పక్కనే బెల్ సింపుల్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక గంట సింపుల్ వస్తుంది ఆ గంట మీద మనకి ప్రెస్ చేస్తే మీ గంటను మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వెంటనే వస్తుందన్నమాట దాని ద్వారా మీరు కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చినా కానీ లేటెస్ట్ జాబ్స్ వచ్చినా కానీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది okay friends thank you very much